హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బట్టలకి వచ్చాను ఇక్కడ బట్టలు చాలా తక్కువ రేట్లు ఉంటాయి తర్వాత వచ్చి మంచి బ్రాండు రేట్ పర్లేదండి కొనుక్కోవచ్చు రేట్ తగ్గట్టుగా బట్టలు కూడా ఉంటాయి ఇది ఎక్కడ కాదండి ఇది జాబ్రేలియా రోడ్ నెంబరు మూడు వందల మూడు పక్కన ఉంటుంది సిటీ స్టార్ పక్కనే గేట్ మాల్ పక్కనే ఇదంతా గేట్ మాల్ అంటారు ఇక్కడ జాబ్రేలియా మాల్ పేరు లెవెన్ మాల్ ఇందులో ఉంటాయండి బట్టలు పైన చాలా టుర్కీ బ్రాండ్ ఇది చాలా మంచి బ్రాండ్ చూస్తున్నారు కదా ఇవి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ బాయ్స్కి టీ షర్ట్లు ప్యాంట్స్ అన్నీ మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఇవి బ్రాండెడ్ బాగుంటాయండి ఎవరైనా మా తెలుగులో ఉంటాయి ఆ పక్కన చూడాలంటే తీసుకోండి ఈ పక్కన వచ్చేసి షూస్ చెప్పులు షూస్ కూడా ఉంటాయి ఇవి కూడా మంచి బ్రాండ్ ఇవి అంత లెదరు లెదర్ ప్లాస్టిక్ అంత లేటెస్ట్ మోడల్ న్యూ మోడల్ అంతది బట్టలు చెప్పులు షూస్ అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి లేడీస్కి బాయ్స్కి కూడా చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి మొత్తం అందరికీ కూడా దొరుకుతాయి ఇక్కడ పెద్ద మాల్ బట్టలు రేట్ ఎక్కువ ఉన్న కానీ ఇది బ్రాండేజ్ అండి కొనుక్కోవచ్చు ఇవన్నీ కూడా లెదరు మంచి క్వాలిటీ ఒకటి రేటు తక్కువ ఉండేది ఆరున్నరలో ఐదున్నరలో ఎనిమిది తొమ్మిది అలా ఉన్న రేట్ ఇవి ఇది వచ్చేసి ఎనిమిది న్యూస్ లేదండి ఇది కొత్త మోడల్ చాలా బాగుంది హైట్ షూ టీ ఇవన్నీ కూడా ప్లేన్ కలర్స్ చెయ్యి రెండు న్యూస్ చెప్పులో వచ్చేసి అవమి గమ్స్ను ఒక తెల్లవారు ఏడు వందల యాభై గట్టి ఉన్నాయి చాలా మటుకు బట్టలు ఇందులో కొంటాను నా అన్నీ ఇక్కడే కొంటాను నేను మనం ఎన్నిసార్లు వాచ్ చేసినా సరే బట్టలు కలర్ పోవు ఇది ఒకటి వచ్చి టీ షర్ట్ చాలా తక్కువ అండి రెండు లూసు టీ షర్ట్ ఇవి కూడా కలర్ పోవు డిజైన్ అయితే సూపర్ ఉంది ఫ్రంట్ డిజైన్ బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంటుంది ఫ్రంట్ డిజైన్ ఉంటుంది వీటి షర్ట్లు బాగుంటాయండి ఇవి డ్రెస్బుల్ ఐదున్నరలో ఒకటి బట్టలు అయితే చాలా బాగున్నాయి అంతా ఓటి క్లాత్ కాకపోతే డిజైన్ మారింది ఈ టీ ఒక రేట్ ఎక్కువ ఉండి మూడు నూసు మూడున్నరల ఐదు వందల యాభై పిల్స్ ఆరున్నరల యాభై పిల్స్ కొంచెం రేటు ఎక్కువ అయినా కానీ బట్టలు గట్టిగా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి ಕಲರ್ ಗಟ್ಟ ಚೇಂಜ್ ಆಗಿ ಹೊಸಲ ಕಲರ್ ಉಡ್ಬೋದು ప్యాంట్ వచ్చి ఆరు దినారులు ఇది ఈ పక్కన కూడా కొంచెం బాగుంటాయి ఇవి కూడా బ్రాండే చాలా పెద్ద మాల్ అంటే పైన ఉంటుంది చాలా పెద్దది ఈ మాల్ ఇక్కడ కూడా టీ షర్ట్లు బాగుంటాయి ఇవన్నీ కూడా ట్రాక్ షార్ట్లు టీ షర్ట్లు షర్ట్లు మంచి బ్రాండ్ ఇవి ఒకటి ఐదున్నరలో స్టార్టింగ్ ఐదున్నరలో ఇది తీసుకున్న ఐదున్నర కానీ ఐదున్నర తగ్గట్టు కూడా రేట్లు అనేవి అసలు కలర్ పోవి రేట్ ఎక్కువ కానీ మంచి బట్టలు బ్రాండెడ్ చాలా స్మూత్గా ఉంది అది కాటన్ ప్రతిదీ ఐదున్నరలు ఇక్కడ ఎందుకంటే ఇది పెద్ద మాల్ కాబట్టి ఈ మాల్ రెంట్లకి ఏడు రేట్లు వేస్తారు నేను బయట ఆన్లైన్లో కొనుక్కున్న ఆర్డర్ పెట్టుకున్న ఆ రేట్ అవుతుంది అన్నీ కూడా బ్రాండెడ్ బట్టలు ಕಾಣ್ತಿನಾರಲ್ಲ సెట్ ಐತಿನಾರಲ್ಲ ఎవరైనా ఉంటే మా తెలుగులో వచ్చే ఏరియాలో ఆ పక్కన జమ్మి ఉంటుంది కింద పైన బట్టల షాపు చాలామంది తెలియదు జమ్మి వచ్చి వెళ్ళిపోతారు ఇది పైన బట్టలు ఉంటాయి ఎవరికైనా తెలిస్తే వచ్చి కొనుక్కున్న బట్టలు కూడా పెంచే బట్టలు ఈ బట్టలు వేసుకుంటేనే కొద్దిగా అయితే ఫీలింగ్ కలుగుతుంది ఎందుకంటే ఈ బట్టలు చాలా స్మూత్గా ఉంటాయి షార్ట్ లేవు ఒకటి ఐదు ఇది కూడా మూడు దినాల్లో షార్ట్ వచ్చాయి ట్రాక్ ఆరు దినాల్లో ఓకే ఫ్రెండ్స్ ఇది ఇది ఇక్కడ నుంచి అలా బయటికి వెళ్ళిపోవాలి లెఫ్ట్కి కనిపిస్తుంది కదా ఎస్టిటీ అది మొబైల్ షాపు ఇది బయటికి గేటు లెవెన్ మాల్ ఇది యాబ్రెల్లి సిటీ స్టార్ పక్కన గేటు మాల్ ఇది ఇదే రోడ్డు పక్కన చూడండి ఇదే మాల్ కనిపిస్తుంది కదా ఇదే మాల్ ఈ మాల్లో పైన ఉంటాయి బట్టలు కింద జమ్మియా పైన మా బట్టల షాపు డబల్ మాల్ పెద్దది ఇందులో ఇంకా చాలా బట్టలు ఉన్నాయి మొబైల్ షాపు బ్యాంకు దీంట్లో అన్నీ ఉంటాయి okay friends thanks for watching